బెంగళూరులో ఈ నెల తొమ్మిదిన జరిగిన ఒళ్ళు గగురుపడిచే రోడ్డు ప్రమాద దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి రగిహళ్లి సమీపంలోని రాయల్ ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన బస్సు పిల్లలను తీసుకువచ్చేందుకు వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది పక్కదారి నుంచి వేగంగా దూసుకొచ్చిన టెంపో వాహనం పాఠశాల బస్సును బలంగా ఢీకొట్టింది ప్రమాద తీవ్రతకు బస్సు పల్టీలు కొట్టింది ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి ప్రమాద సమయంలో బస్సులో ఒక విద్యార్థి సహా మరో మహిళ ఉన్నారు వీరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఎక్కువ మంది పిల్లలు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది